నా పేరు జీవి వినోద్ కుమార్ సార్ ఇలా కామరాజ్ అంటారు ఇక్కడ పరిశ్రమ అయ్యారు సార్ మామూలుగా ఇక వంపకోను సార్ నేను కార్ డ్రైవర్ సార్ నేను అంటే ఆ పరిశ్రమ మీద అని చెప్పి ఇలాగ ఇంట్లో పరిస్థితి పోవాలని చెప్తే ఆల్రెడీకి ఇక్కడ ఇద్దరు ముగ్గురు చేయించారు సార్ చేయించిన తర్వాత మామూలుగా మాట వాళ్ళకి వైన్ షాప్ కలిసినప్పుడు ఇలాగ ఇలా కిడ్నీ అమ్మితే డబ్బులు వస్తుంది ఎనిమిది లక్షల యాభై వేలు ఎంత వచ్చేద్ది అని చెప్పి అన్నారు సార్ ఎనిమిది లక్షల యాభై వేలు అంతా అని చెప్పారు సార్ సరే అని చెప్పి ఇంట్లో పరిస్థితి బాగాలని చెప్పి ఇలా టెస్ట్లు తీసుకున్నాం సార్ విజయ హాస్పిటల్ దగ్గర చేయించుకున్నాను సార్ టెస్ట్లు టెస్ట్లు ఏం KGS down sir Vijaya hospital మసీద్ దగ్గర చేయించుకున్నాను సార్ చేయించుకున్న తర్వాతనేమో మా అమ్మకి మా నాన్నగారు తెలిసిపోయింది సార్ ఇలా తిట్టేసారు ఇంట్లో అయితే ఇంట్లో వద్దని చెప్తే హైదరాబాద్ వెళ్ళిపోయింది సార్ నేను హైదరాబాద్ వెళ్ళి వెళ్ళిపోయిన తర్వాత ఈ కామరాజన్ కుర్రాడు ఇలా ఇంట్లో ఇంట్లో ఏ సామాన్లు ఉన్నాయో తీసుకొచ్చేస్తాను మీ అమ్మ నాన్నలు రోడ్డు మీద లాగేస్తని చెప్పేసి జడిపించేసాను నాకు అక్కడ నుంచి రాత్రి ట్రైన్ ఎక్కాను సార్ తెల్ల దగ్గర నూకొని వచ్చి నన్ను తీసుకెళ్ళిపోయి సార్ ఈ పెందుర్తి సార్ పెందు పెందుర్తి హాస్పిటల్ సార్ హాస్పిటల్ రాలేదు సార్ చిప్ప మీద ఉంది సార్ నాకు చదువు అంత లేదు sir Tirumala hospital sir Tirumala hospital sir పెందు పెందుర్తి దగ్గర సార్ అక్కడ తీసుకెళ్ళిపోయి ఇలాగ మొత్తం మంది ఇచ్చి ఇలా కోయించి అక్కడ పడిచారు సార్ పడిచిన తర్వాత ఇంటికి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఐదు లక్షలు ఇచ్చారని చెప్పి వీడియో తీయించి మా నాన్నగారికి రెండు లక్షల యాభై వేలు ఇచ్చి ఇంకా ఈ రెండు లక్షల యాభై వేలు ఉట్టుకెళ్ళిపోయాడు సార్ మా నాన్నగారు అప్పుడు అడిగారు సార్ డబ్బులు ఎక్కడ ఏం చెప్పి మీ కుర్రాడు హైదరాబాద్ వెళ్ళిపోయాడు కదా పనికి మీ కుర్రాడు పంపించని చెప్పి అన్నారు సార్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎనిమిది లక్షల యాభై వేలకి ఒప్పుకున్నాం సార్ ఎనిమిది లక్షల యాభై వేలు తర్వాత రెండు లక్ష రెండు లక్షల యాభై వేలు ఇచ్చారు సార్ అంతే సార్ ఆ మందులు కూడా ఏటి ఇవ్వలేదు సార్ అక్కడ కారులోని క్యాబ్లో వదిలేసారు నన్ను ఆ కుక్కను ఒగిలిసిన ఒగిలిస్తారు ఒగిలిసిన తర్వాత నేను అక్కడ కా కారులోనే అలాగ వచ్చాను సార్ నేను ఈ నొప్పి భరించలేక మా నాన్నగారి దగ్గరికి వెళ్ళిపోతే మా నాన్నగారే మోసుకొచ్చారు సార్ ఇంట్లో ఎక్కడ తెలిసిపోద్ది ఇంట్లో రోడ్డు మీద అంటే కమ్మ కొడతారు ఏం చెప్పి ఇంట్లో అలా సార్ వారం రోజులు బాగానే నడిచింది సార్ వారం రోజుల తర్వాత ఇంకా కాలేజ్ కాలేజ్ చెయ్యి రెండు పడిపోయాయి సార్ ఎప్పుడు జరిగింది ఇది పదకొండు నెలలు ఎంత అవుతుంది సార్ ఇది కానీ క్రిస్మస్ ముందు వారం రోజుల ముందు సార్ అంటే రేపు క్రిస్మస్ అనగా ఇరవై నాలుగు తారీఖు నాకు అక్కడ నుంచి సార్ నాకు అంటే వారం రోజుల ముందు సార్ ఇది అయింది కంప్లైంట్ ఇవ్వలేదు సార్ ఇక్కడ స్టేషన్ ద్వారా తర్వాత ఇచ్చాం సార్ ఏంటి నల్లబోతాను పడిపోతాను చెప్తే రంగిలాక నీళ్ళు తీసుకెళ్ళి అప్పుడు తీసుకెళ్ళారు సార్ తీసుకెళ్ళి వానరులు బట్టి స్టేషన్ దగ్గర తిరుగుతున్నాం సార్ ఆ సార్ వాళ్ళు అందరూ వస్తున్నారు సార్ తీసుకెళ్తున్నారు ఈ మనుషులందరూ ఇద్దరు అయిపోయారు సార్ అంటే బెడ్ మీద నా పక్కన ఉన్న వాళ్ళు ఎనిమిది మంది ఉన్నారు సార్ ఇక్కడ కుర్రాడు ఇక్కడ కుర్రాడు ఒకరు ఉన్నారు సార్ ఆ కూర కొట్టి వేసిన దగ్గరికి వచ్చేస్తారు అతను కూడా అతను కూడా అలాగే మోసం చేశారండి సార్ డబ్బులు